సో హాయ్ ఫ్రెండ్స్ డీసెట్ రెండు వేల ఇరవై ఒకటి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు చూడొచ్చు All the principals of government diets are hereby informed that the commissioner has issued order for conducting second phase counseling. DSET 2021. The timetable schedule is as follows. చూస్తే submission of web options by candidate నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ మీకు ఏ కాలేజీ ఎప్పుడు ఏంటి ఎప్పుడు తెలుస్తుందంటే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు మీకు అలాట్మెంట్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది issued of provisional letters of admission ఇది మీకు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు next verification of certificates by the concern principal government DIET and issued of final admission letters పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి పదహారు నాలుగు రెండు వేల ఇరవై రెండు సో ఈ టైంలోగా పదమూడు నుండి పదహారులోగా మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది